వచ్చి ఇంకా డ్యూటీలో జాయిన్ అవు నా కాలేజ్ టైం అయింది ఆగో కాఫీ అవ్వాలా అవ్వాలా అంటే మొత్తం స్టోర్లో ఉన్న కాఫీ పొడి అయిపోలా ఇప్పటికి ఐదో కప్పు అప్పాజీ అమెరికా యాత్ర అప్పాజీ గారు అమెరికాలో ఉన్నారా నేడు అమెరికా పర్యటనకు ఉపక్రమిస్తున్న అసమాన అప్పాజీ గారికి ఘనమైన వీడ్కోలు ఇట్లు బందుకోటి మిత్రకోటి అభిమాన సంఘం బందుకోటి అంటే భార్య మిత్రకోటి అంటే తన నీడై ఉండొచ్చు మరి అభిమాన సంఘం ఎవరై ఉంటారు ఫౌండరు ప్రెసిడెంట్ మెంబరు అప్పాజీ ఉంటాడు అయినా ఈ అప్పాజీ అమెరికా ఎప్పుడు వెళ్ళాడు బిల్గెట్స్ తో పోయాడా ఏంటి అక్కడికి కూడా తన ట్రేడ్ మార్క్ బెల్ట్ తో వెళ్తే ఎయిర్పోర్ట్ నుంచి వెనక్కి పంపించేస్తారు ఆంజనేయులు ఆహా, నిజంగానే వెనక్కి పంపేశారు ఏంటి అప్పాజీ గారు ను బట్టి మీరు అమెరికా దేశంలో ఉండాలి ఇలా అమెరికా చొక్కాలో మాత్రం విహరిస్తున్నారంటే చూడమ్మ జనాభం అమెరికా చూడడం నా చిరకాల వాంఛ అందుకే టికెట్ ఎంత ఖరీదైనా సరే ధైర్యం కూడగట్టుకుని ఎలాగో సిద్ధమయ్యాను అవును మేం డబ్బును కూడగట్టుకోవాలి మీరు మీ దగ్గర మూలుగుతున్న సొమ్ముని ఖర్చు పెట్టే ధైర్యాన్ని కూడగట్టుకోవాలి ఏం డబ్బులే ఆంజనేయులు మొన్నే ఆ భిక్షు బొమ్మ కొన్న దెబ్బకి బికారనైపోయానుగా ఒకటా రెండా మొత్తం నలభై వేలు అందుకే వీడ్కోలు అడ్వర్టైజ్మెంట్ ఇచ్చి కూడా ట్రిప్ వదులుకున్నా ఏంటి ఈయన తిరిగి వచ్చినట్టు కూడా అప్పుడే ఇచ్చారా పేపర్లో ఎనభయ్యా బంపర్ ఆఫర్ ఒక టీవీ కొన్నవాళ్ళకి పది రోజులు అమెరికా పర్యటన టీవీతో పాటు ఒక లక్కీ డ్రా కూపన్ ఇవ్వబడును ఫస్ట్ ప్రైజ్ అమెరికాకి రెండు టికెట్లు సెకండ్ ప్రైజ్ అమెరికాకి ఒక టికెట్ థర్డ్ ప్రైజ్ అమెరికాకి అర టికెట్ అర టికెట్ అమెరికాకి అర టికెట్ ఇచ్చే బదులు ఫిన్లాండ్ కి ఫుల్ టికెట్ ఇవ్వచ్చుగా అర టికెట్ ఈ పిల్లలాంటి వాళ్ళకేమో రెండు టికెట్లు నీలాంటి వాళ్ళ కోసమేమో ఏమైనా ఈ ఆఫర్ చాలా అట్రాక్టివ్ గా ఉంది శాంత మనం అమెరికా వెళ్తున్నాం నేను ఆఫీస్కి వెళ్తున్నాను అబ్బా మన ఫోర్టీన్ ఇంచెస్ టీవీలో బొమ్మ ఫుల్ గా కనబట్టలేదు సరదాగా ట్వంటీ వన్ ఇంచెస్ టీవీ కొనుక్కుందాం అమెరికా చూద్దాం హలో అమెరికా క్యూలో నేను ఉన్నాను బాబు అసలు యాడ్ ముందు చూసింది నేను సరే పదండి అప్పాజీ గారు మీరు వస్తారా ఏదో టికెట్ వస్తుందని టీవీ కోసం నేను పదిహేను వేలు ఖర్చు పెట్టాను దానికన్నా ఎవరన్నా అమెరికా టికెట్ మీద పదిహేను వేలు డిస్కౌంట్ ఇస్తే వెళ్తాను ఓ పని చేయండి ఎవరన్నా లిఫ్ట్ ఇస్తారేమో అడగండి అమెరికా వరకు రావయా చాలా పెద్దది నాకు ఈ మోడల్ నచ్చింది నాకు ఆ టీవీ నచ్చింది కాదు కాదు ఇది చాలా బాగుంది నాకు ఇదే నచ్చింది అబ్బా అందులో రంగులు బాగా వస్తున్నాయి ఇది క్యూట్ గా ఉంది నేను తీసుకుంటాను ఇది బాగుంది ఇవ్వండి ఇదే నా ఆశల విమానం నా గగన కుసుము ఆంజలు అవన్నీ తర్వాత ముందు ఇది ఇక్కడ పెట్టి తూరి తిరిగి దండం పెడదాం అప్పుడు పవర్ఫుల్ గా ఉంటుంది ఇంకా చాలు తీసుకో యూ <laughs> వస్తామండి థ్యాంక్ యూ <laughs> <laughs> మరీ మూర్ఖంగా దానికంత సీన్ అవసరమా కంపల్సరీ ఇది లక్కీ నెంబర్ కాదుగా అందుకని దీన్ని నా పూజా బలంతో విన్నర్ని చేయాలి ఆంజనేయులు నువ్వెన్ని అగ్రతలు ఎలిగించి హారతులు ఇచ్చినా దానికి మసిపట్టం తప్ప పని కదా లక్కీ సెవెన్స్ అమెరికా టికెట్ నాదే <laughs> లక్కీగా లక్కీ నెంబర్ బాస్కోండి మన కొత్త టీవీలో ఫారెన్ లొకేషన్స్ ఎంత బాగున్నాయో రాపద్దు <laughs> చూద్ది గాని రా ఫారెన్ లొకేషన్స్ టీవీలోనే ఏం కర్మ శాంత ఫస్ట్ ప్రైజ్ మనకే వస్తుంది డైరెక్ట్ గానే మాన్యలు ఏదో కల చెదిరిన సౌండ్ వచ్చిందటి సార్ ఇక్కడ జుంబోనాభం ఎవరు జుంబోనాభం కాదు అంబుజనాభం ఓ కరెక్ట్ మీరేనా మీకు కొరియర్ వచ్చింది కొంచెం ఇక్కడ సైన్ చేయండి బిల్లు ఉండవాయా ఇదిగో చూడు ఇదేంటో బాస్వర్డ్ ఇదేదో ఫ్లైట్ టికెట్ మాదిరి ఉంది Srinivas sir please take it సర్వ నువ్వా అవును నేనే నువ్వేంటిక్కడ మీ వికృత విలాసలో మానేశాక ఈ విమానంలో జాబ్ దొరికింది ఫ్లైట్లో కూడా ఇదే యూనిఫామా ఇది నా సెంటిమెంటల్ డ్రెస్ అవును నీకు తెలుగు రాదు కదా బానే మాట్లాడుతున్నావే విమానం అన్నాక రకరకాల భాషల వాళ్ళు ఎక్కుతుంటారు కదా అవన్నీ నేర్చుకున్నాకే నాకు ఇష్టవాడు జాబ్ ఇచ్చారు అది సరే ఫ్లైట్లే నేను ఒక్కడి తప్ప ప్యాసింజర్స్ ఎవరు లేరేంటి ఇవాళ సెప్టెంబర్ లెవెంత్ కదా అయితే ఈరోజు ప్రపంచ హైజాకర్స్ దినం మీలాగా రిస్క్ చేసి ఫ్లైట్ ఎక్కాలంటే అందరికీ ధైర్యం చాలద్దు టేక్ ఆఫ్ టైం అయింది కొంచెం రిలాక్స్ అవ్వండి రిలాక్స్ అవ్వాలా హైజాకర్స్ డే రోజున ఎకానమీ క్లాస్లోనూ ఎవరు లేరు జే క్లాస్లోనూ ఎవరు లేరు ఇంకెక్కడెందుకు అక్కడికే పోతాం అదేంటి పైలట్ డ్రెస్ ఈ ఫ్లైట్ కి స్టివార్ట్ ని నేనే పైలట్ ని నేనే ఆ మాటకు వస్తే అన్ని నేనే రెడీ ఓరి సర్వేసు అమృత విలాస్లో ఎంత అయోమయంగా ఉండేవాడివి ఇక్కడికి వచ్చి ఎన్ని నేర్చుకున్నావురా విమానాలు కూడా బాగా నడిపేస్తావు అదేంటి స్టీరింగ్ వదిలేసి వచ్చేసావా కంగారు పడకండి ఆటో పైలట్లో పెట్టే ఉంచాను బ్యాంకాక్ వచ్చేలోపు బాత్రూమ్కి వెళ్ళొస్తాను బ్యాంకాక్ వచ్చేలోపు బాత్రూమ్కి వెళ్ళొస్తావా ఆటో పైలట్ అంటే ఏంటి బెల్ట్ లాక్రా ఇళ్ళు కదలద్దు మేము ఈ ఫ్లైట్ని హైజాక్ చేస్తున్నాం ఎవరు సార్ మీరు నీల్ ఫైదా తీవ్రవాదు నీల్ ఫైదా అవును నేను ఎక్కడ చెప్తే అక్కడ ల్యాండ్ చేయాలి ఈ ఫ్లైట్ నువ్వు ల్యాండ్ చేయడానికి నేను పైలట్ని కాదండి మరి ఎక్కడ ఎందుకున్నావు బుద్ధి అయి చూడటానికి వచ్చాను చూడటానికి వచ్చావా ఫ్లైట్ ఎలా కదులుతుంది మరి పైలట్ ఆటో పైలట్ లో పెట్టి బాత్రూమ్కి వెళ్ళాడు బాత్రూమ్కి వెళ్ళాడా గెటప్ గెడప్ ఇగో నడరా బాబాయ్ నాకేం తెలియదండి సర్వ ఎవరు బాస్వాడు టీ నువ్వు ప్లేన్ నడపడ్డే కూలిపోయింది ప్లేన్ కాదు నువ్వు కూలవు లే బాస్వాడు ఇది కళ అనవసరంగా భయపడ్డాను కరెక్ట్గా సెప్టెంబర్ లెవెన్త్ ఫ్లైట్ ఎక్కినట్టు కలొచ్చింది విడ్డూరంగా ఇంతకై నా ట్రిప్ ఎప్పుడో ఆహా, ఏంటి ఏదో ప్లేన్ క్రాష్ అయిన సౌండ్ వచ్చింది నా అమెరికా ట్రిప్ క్యాన్సిల్ చేసుకున్నాను ఏ అప్పాజీ పూనాడా కాదు ఇచ్చిన డేట్స్ లో వెళ్ళటం నాకు కుదరదు ఏం డేట్స్ అవి సెప్టెంబర్ ఒకటి పోయే డేటు సెప్టెంబర్ పదకొండు వచ్చే డేట్ కాదు అది కూడా పోయే డేటే కాదు రిటర్న్ జర్నీ అని క్లియర్ గా ఉంది నో రిటర్న్ అని ఆయన నమ్మకం ఆ రోజు డబ్ల్యూటీసీ టవర్స్ కూలిపోయిన సంవత్సరికం ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ ఎక్కడానికి భయపడతారు వాళ్ళకి సంవత్సరం మొత్తానికి అదే తారీఖు దొరికిందా మీకు ప్రైజ్ ఇవ్వడానికి లక్కీ సెవెన్ స్ట్రిక్కీగా మారాయి ఆంజనేయులు పోనీకొచ్చి రేటు తగ్గిస్తాను టికెట్ కి నువ్వు వెళ్ళిరా కొంచెం కాదు మొత్తం తగ్గిస్తే ఆలోచిస్తాను ఎయిర్పోర్ట్ వరకు ఆటో ఛార్జీలు నేనే పెట్టుకుంటాను అలా ఫ్రీగా ఎలా ఇచ్చాను దీని విలువ అరవై వేలు ఉంటుంది అయితే నువ్వే వెళ్ళు ప్లేన్ పోతే పోయింది మాకు పీడ తప్పుతుంది ఏ అమ్మాయి అంతగా ధైర్యం ఉంటే నువ్వు వెళ్ళు చూస్తాను వెళ్దు నువ్వు టికెట్ మీద చెత్త పేరు లేకపోతే జుంబో నాభం సార్ లక్కీ డ్రాలో మాకు సెకండ్ ప్రైజ్ వచ్చింది సార్ కంగ్రాచులేషన్ మీకు కూడా సార్ <laughs> కానీ మాకు అక్కర్లేదండి ఓ ఆల్రెడీ మీరు అమెరికా మొత్తం చూసారా త్రీ ఫోర్ టైమ్స్ మళ్ళీ వెళ్ళొచ్చు కానీ అదే టైంకి మాకు అర్జెంట్ పని ఒకటి వచ్చి పడింది అవును అయితే ఈ టికెట్ రిటర్న్ తీసుకుని మాకు ప్రైజ్ మనీ ఇస్తారేమో అని కుదరదండి యాభై తొమ్మిది వేలు ఇచ్చినా చాలండి no fifty eight no fifty seven no no no no no no అండి ఒక్క పైసా కూడా ఇవ్వను ఇంకెందుకో నడ ఏమండి ఇంకా ఒకే ఒక మార్గం ticket ticket ticket ticket ticket ticket ticket ticket అమ్మా న్యూయార్క్కి అందరూ ఆస్ట్రేలియా వెళ్ళి న్యూయార్క్ టికెట్ అండి for Nakabakal నక్క బొక్కలు పడా అబ్బా ఎవ్వడో కొంచావలేదు చిచే ఏమన్నా పని జరిగిందా నా పని అయిపోను ఆ సెక్యూరిటీ వాళ్ళు పట్టుకుని లోపల అయిపోయారు మరీ ఓపెన్ గా అమ్మబోయారేమో ఎలా ఆంజనేయులు నాకు టికెట్ చూస్తుంటే నిద్ర పట్టట్లేదు చూస్తూ చూస్తూ అరవై వేలు ఎలా వదులుకోను ఎంతో కొంత రిటర్న్ రాకపోతే ఈ పిచ్చి మనసు తట్టుకోలేదయ్యా మరీ అంత డీలా పడిపోతే ఎలా బాస్ గారు డోంట్ వర్రీ ఒక బాధ్యత తీసుకున్నానంటే దాని అంత చూస్తాను అవును నాకు ఏదో నమ్మకం నా లక్కీ సెవెన్స్ నన్ను కాపాడతాయని మీ టికెట్ మన ఓనర్ అప్పాజీకి అమ్ముదాం ఫిఫ్టీ పర్సెంట్కి ఇస్తే హండ్రెడ్ పర్సెంట్ కొంటాడు అప్పాజీయా అవును అతనికి అమెరికా అంటే ఎంత పిచ్చో చూశారుగా ఇప్పుడే ఫోన్ చేసి వస్తా ఫోన్ చేయటం ఎందుకు బోన్ చేయడానికి ఎలాగో వస్తాడు కానీ మరి ఫిఫ్టీ పర్సెంట్ తగ్గించుకో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తే చాలు హండ్రెడ్ ఇయర్స్ అప్పాజీ గారు మొన్న మీరు అమెరికా కోసం సర్దుకునే పెట్లు అలానే ఉన్నాయా అలాగే అంటే కొంచెం పక్క జరిపి పెట్టాను అంటే రెడీగా ఉన్నాయన్నమాట ఇంకా టికెట్ ఒకటే తరువాయి ఇదిగో ఆ లోటు కూడా తీరిపోయింది నలభై ఐదు వేలు ఇచ్చి టాటా చెప్పేయండి మరి అంబుజనాభం గారు వెళ్ళట్లేదా అది నాకు ఫ్లైట్ లోని గంటలు కూర్చుంటే మంచిది కాదని ఇంజనీర్ చెప్పాడు ఇంజనీరా డాక్టరా కాదు ఫ్లైట్ ఇంజనీర్ విమానానికి ప్రమాదం అన్నారు సరే ముప్పై వేలు ఇస్తాను అదేంటి మొన్న కదా పదిహేను వేలు తగ్గించిస్తే వెళ్తా అన్నారు అదే టికెట్ నా పేరు మీద ఉంటే దాని ఏముందండి మీరు ఏ పేరు చెప్తే అదే కాదనమాట ఎవడు అంటే పాస్పోర్ట్ కూడా ఇందే తీసుకెళ్ళమంటావా అప్పుడు పేరు మ్యాచ్ అవుతుంది కానీ ఫేస్ నేం చేయమంటావు సూట్ కేసులో దాచి పాస్పోర్ట్ కూడా అరేంజ్ చేస్తాం వీసా కూడా అంజీ అంటే ఫుల్ సర్వీస్ అప్పాజీ గారు మళ్ళీ ఇవి కూడానా వీటికి ఎంత అవుతుంది ముప్పై వేలు ముప్పై వేలా ఇంకా మనకే మిగులుతుంది తీపి స్మృతులా మీరు ఎక్సైట్ అవ్వకండి నేనున్నాగా చూడండి ఏజెంట్ గారు ఇదేదో ఒక్క పాస్పోర్ట్తో అయిపోయేది కాదు ఫ్యూచర్లో మనం చాలా బిజినెస్ చేయబోతున్నాం కొంచెం రేట్లు చూసేయండి సరే అండి ముందుగా మీరు పదిహేను వేలు అడ్వాన్స్ ఇవ్వండి వారంలో వచ్చి మీ డాక్యుమెంట్స్ అన్ని కలెక్ట్ చేసుకోండి అలాగే <laughs> ఇదిగోండి మీ పాస్పోర్టు వీసా మొత్తం ఇరవై రెండు వేల తొమ్మిది వందల తొంభై మూడు రూపాయలు అయింది అంటే మిగిలేదు ముష్టి ఏడు వేల రూపాయల ముష్టి కాదు లక్కీ సెవెన్ ఆ డబ్బులు ఇవ్వండి ఇదిగో ఎనిమిది వేలు సెవెన్ రూపీస్ చేంజ్ లేదు తర్వాత తీసుకోండి మళ్ళీ ఇదొక అప్ప అప్పాజీ గారు మీ వీసా పాస్పోర్టు మీ టిక్కెట్టు మొత్తం అన్ని ముట్టినాయి కదా ఆ ముప్పై వేలు ఇలా ఇవ్వండి <laughs> తిరిగి వచ్చాక ఇస్తా తిరిగి వచ్చాకనా ఏ నమ్మకం లేదా అందుకనే సెప్టెంబర్ లో టికెట్ నాకంట కట్టారు నేను క్షేమంగా వెళ్ళి తిరిగి వస్తేనే మీ డబ్బులు మీకు ముడతాయి <laughs> గారు అమెరికా ఫస్ట్ టైం జాగ్రత్త ఆ అప్పాజీ పైసా ఇవ్వకుండా చెక్కేశాడు తిరిగి వచ్చాక ఇస్తాడు కదండి తిరిగి వస్తాడో ఏ టవర్ నన్నా గుద్దేస్తాడో ఎందుకైనా మంచిది ఆ ట్రావెల్ ఏజెన్సీ దగ్గరికి వెళ్ళి నా ఏడు రూపాయలు వసూలు చేసుకుంటాను ఇప్పుడు ఆ ఏడు రూపాయలు మీ లాస్ కవర్ చేస్తుందా అలా చులకనగా తీసేయద్దు లక్కీ సెవెన్ వదలకూడదు వస్తా ఏం మనిషి అండి మీరు ఇదిగో ఇది నకిలీ పాస్పోర్ట్ వెంటనే పోలీసుల్ని ఈ పాస్పోర్ట్ సప్లై చేసిన ఏజెన్సీని రేట్ చేయమని చెప్పండి ఏయ్ నా ఏడు రూపాయలు ఏడు రూపాయలు రోజుకొకటి మారి నాటకం దొక్కుతున్నారా మీరెవరు నేనెవరా నిన్న ఇరవై మూడు వేల రూపాయలు దుబ్బిన సంగతి అప్పుడే మర్చిపోయావా ఎరా నిన్న నువ్వే కదా తీసుకున్నావు అంబుజనాభం పాస్పోర్ట్ నీకు గుర్తులేదా ఆ పాస్పోర్ట్ మీరే చేయించారా లేకపోతే మీ బాబా visa passport emigration check not required అన్ని నేనే చేయించాను ఇప్పుడు అర్థమైందా నీ మట్టి బుర్రకి అర్థమైంది <laughs> ఒరే ఆంజనేయులు చే ఆంజనేయులు ఏంటాంజనేయులు ఇప్పుడే వచ్చేది ఏం చేయను అందర్నీ కన్విన్స్ చేసి రిలీజ్ ఆర్డర్ తీసుకొచ్చేసరికి ఏడు రోజులు పట్టింది అయినా ఫ్రీగా వచ్చిన టికెట్ అమ్మబోవడం ఎందుకు అమ్మితే అమ్మారు ఆ ఏడు రూపాయల కోసం కక్కుర్తిగా వెనకెళ్ళడం ఎందుకు ఏహ సొల్లువాగిడా బయటికి నడువు అసలు ఆ టికెట్ వచ్చిన దరిద్ర కొట్టుకోపని నీది నీ సెన్ నాకు పట్టుకుంది నాకెందుకో ఏడు మీకు అంతగా లక్కీ నెంబర్ అనిపించట్లేచే ఏంటి ఒక్క ఆటో కూడా లేదు ఇంటికి నడిచెళ్ళాలా ఎందుకు సార్ బస్సు వస్తుంది అదిగో ఏడో నెంబరు